hi friends welcome to my channel ఈ వీడియోలో మీకు ఇన్స్టెంట్గా ఎంతో ఈజీగా చేసుకోగలిగే సేమియా సగ్గుబియ్యం పాయసాన్ని ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నాను సేమియాతో ఇంతకుముందు వీడియోలో ఉప్మా ఏ విధంగా తయారు చేయాలో చూపించాం కదా దాని లింక్ కింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది క్లిక్ చేసి చూడగలరు దీనికోసం ఒక కప్ సేమియా ఒక కప్ పంచదార హాఫ్ కప్ సగ్గుబియ్యం ఈ సగ్గుబియ్యం నేను మార్కెట్లో మనకి చిన్న సైజు దొరుకుతాయి కదా వాటిని తీసుకుంటున్నాను నెయ్యి తగినంత డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు బాదం కిస్మిస్ అలాగే పాలు మూడు కప్పులు ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నెలో పాలు పోసుకుని వాటిని స్టవ్ మీద పెట్టుకోవాలి ఇవి కొద్దిగా కాగిన తర్వాత పక్క స్టవ్ పైకి షిఫ్ట్ చేసేసుకుందాం ఇప్పుడు ఒక బాండి పెట్టుకుని రెండు స్పూన్ల నెయ్యి వేసుకుని అది కొద్దిగా కాగాక మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా జీడిపప్పు బాదం కిస్మిస్ ఇవి వేసుకుని కొద్దిగా వేయించుకోవాలి ఈ వేగిపోయిన డ్రై ఫ్రూట్స్ని ఒక కప్లోకి తీసేసుకుందాం తర్వాత అదే బాండీలో ముందుగా సగ్గుబియ్యం వేసుకుని ఒక్కసారి వేయించుకున్న తర్వాత దానిలోనే సేమియా కూడా వేసుకుని దోరగా వేయించుకోవాలి నేతలో సేమియా సగ్గుబియ్యం వేయించుకోవడం వల్ల పాయసానికి మంచి రుచి వస్తుంది సగ్గుబియ్యం సేమియా పాయసం చేసుకోవడానికి సగ్గుబియ్యం ముందుగా ఉడికించి చేయడానికి చాలా సమయం పడుతుంది కదా కానీ ఇలా వేయించుకుని చేయడం వల్ల చాలా తొందరగా మరియు ఎంతో సులభంగా పాయసం రెడీ అయిపోతుంది అంటే అప్పటికప్పుడే తినేయాలి అనుకున్న వాళ్ళు ఈ రకంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది వేగిపోయాయి కదా అలాగే పాలు కూడా కాగిపోయాయి కాబట్టి ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న సగ్గుబియ్యం సేమియా మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా పాలల్లో వేస్తూ బాగా కలిసేలాగా కలుపుకోవాలి మనకి పాయసం అరౌండ్ ఫిఫ్టీన్ మినిట్స్లో మ్యాక్సిమం అయిపోతుంది కానీ ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి పాయసాన్ని లేదంటే అడుగు పట్టేస్తూ ఉంటుంది నేతిలో వేయించిన సేమియా సగ్గుబియ్యం రెండు మనం పాలల్లోకి వేసి డైరెక్ట్గా ఉడికించడం వల్ల ఈ పాయసానికి చాలా చాలా టేస్ట్ వస్తుంది అంతేకాకుండా దీనిలో మనం కండెన్స్డ్ మిల్క్ వాడాల్సిన అవసరం కూడా లేదు చాలామంది పాయసం చేసుకున్నప్పుడు దానిలో కోవా వేసుకోవడానికి ఇష్టపడతారు కండెన్స్డ్ మిల్క్ వేసుకోవడానికి ఇష్టపడతారు కానీ మనం ఈ విధంగా చేసుకోవడం వల్ల పాయసానికి చాలా రుచి వస్తుంది కాబట్టి మనం ఈ విధమైన కండెన్స్డ్ మిల్క్ కానీ కోవా కానీ యూజ్ చేయాల్సిన అవసరం లేదు ఇవేమీ వేయకుండానే పాయసం చాలా టేస్టీగా వస్తుంది అదే కాకుండా మనం ఇన్స్టెంట్గా చేసుకుంటాం కదా ఇంకా చాలా రుచిగా ఉంటుంది కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయింది కదా జస్ట్ ఒక్క నిమిషం ఉంచితే సరిపోతుంది ఇప్పుడు పంచదార వేసి బాగా కలిసేలాగా కలిపేసుకుందాం అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా వేసి ఒకసారి కలిపేసుకుందాం అండ్ ఫైనల్లీ స్వీట్ టేస్ట్ రావాలి అంటే కనుక కంపల్సరీ వేయాల్సింది యాలకల పొడి అలాగే రెండు స్పూన్ల నెయ్యి కూడా వేసుకుని మొత్తం అంతా కలిసేలా కలిపేసుకుంటే కనుక వేడి వేడి టేస్టీ అయిన సేమియా సగ్గుబయ్యం పాయసం ఇన్స్టెంట్గా రెడీ అయిపోయింది కదా దీన్ని డిష్ అవుట్ చేసేసుకుందాం చూసారు కదా ఎంతో రుచిగా ఉండే సేమియా సగ్గుబయ్యం పాయసం తినడానికి రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేసేస్తారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇప్పటివరకు మా ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి అలాగే ఛానల్స్ నోటిఫికేషన్ కోసం గంట సింబల్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ